మీరు కోరుకున్న ఫలితం అందించటానికి మధ్యవర్తి అర్థమైందే ధర్మం అంటే కనుక ఏం కోరుకుంటున్నారో దాని మీదనే మీ మనసు కేంద్రీకరింపజేసినట్లయితే అప్పుడు మీ కోరిక సఫలీకృతమవుతుంది ఏది కోరుకున్నా అంటే చెడును మాత్రం కోరుకోవద్దు ఎసటి వాళ్ళని చెడగొట్టాలని మాత్రం అటువంటి కోరికలు కోరవద్దు यत् प्रापणित्यधिकं काण्डो मक्षुमात् कुरु Now, ఎక్కువ చదువుకోలేదు కానీ ఆయన రాసినటువంటి రామాయణానికి ఉన్న విలువ ఇప్పటికీ తగ్గలేదు ఇతరులు రాసిన రామాయణాన్ని కంటే వాల్మీకి రామాయణానికి చాలా గొప్ప విలువ ఉన్నది అంత గొప్పది జ్ఞానం ఎలా లభించింది అతనికి అంటే చాలా Carga la